నమస్కారం ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మనం మాట్లాడుకోబోయే హెల్త్ టాపిక్ వచ్చేసి థైరాయిడ్ సమస్యలు అసలు థైరాయిడ్ సమస్యలు రావడానికి గల కారణాలు ఏంటి వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటే అలాగే న్యాచురోపతి ద్వారా ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి వంటి వివరించడానికి ఈ రోజు మనతో పాటు ప్రముఖ naturopathy specialist doctor Geetha Chinnapakka గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు అసలు అంటే అందరిలో కూడా చిన్న వాళ్ళలో పెద్దవాళ్ళలో లేడీస్లో ఎక్కువగా ఈ థైరాయిడ్ సమస్య అనేది మనం చూస్తున్నాం ఇప్పుడు జెంట్స్లో కూడా థైరాయిడ్ సమస్యలు అనేవి కనిపిస్తున్నాయి సో రావటానికి గల ప్రధాన కారణాలు ఏంటంటారు మనకు అసలు యాక్చువల్గా థైరాయిడ్ గ్రంథి యూజెస్ ఏంటో తెలిస్తే నెక్స్ట్ దాని కారణాలు ఏంటనేది స్పెసిఫిక్గా చెప్పుకోవటానికి బాగుంటుంది మనకి థైరాయిడ్ హార్మోన్ అనేది బాడీలో hmm. పూర్తి ఎనర్జీ మెటబాలిజం ని కంట్రోల్ చేస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కి ఎనర్జీ యూజ్ hmm. చేయడం ఎలా అనే దాన్ని గైడ్ చేసే hormone thyroid hormone okay so ఇది ఒక కొన్నిసార్లు థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది కొంతమందిలో తక్కువ ఉత్పత్తి hmm. అవుతుంది అనమాట ఎక్కువ ఉత్పత్తి అయినప్పుడు ఏమవుతారంటే హైపర్ థైరాయిడిజం అని అంటాము తక్కువ ఉత్పత్తి అయినప్పుడు హైపోథైరాయిడిజం అనమాట అయితే మనకు రెగ్యులర్గా హెల్దీ పర్సన్లో ఏంటంటే బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉంటుంది థైరాయిడ్ హార్మోన్ ఈ అన్హెల్దీ పర్సన్స్లలో ఏంటంటే ఐదర్ ఎక్కువగా ఉంటుంది తక్కువగా ఉంటుంది లక్షణాలు కూడా దాన్ని బట్టే మనకి కనిపిస్తుంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైపోథైరిజం ఎక్కువ కామన్ గా కనిపిస్తుంటది చిన్నపిల్లలలో కనిపిస్తుంది ఆడవాళ్ళలో కనిపిస్తుంది మగవాళ్ళలో కనిపిస్తుంది అందరిలో అంటే మనకి పర్టికులర్ గా వీళ్ళల్లే కనిపించాలనేది ఏమీ రూల్ లేదు అందరిలో ఏజ్ వాళ్ళలో కనిపిస్తుంది చిన్న వాళ్ళ యంగ్స్టర్స్ లో కనిపిస్తుంది అందరిలో కనిపిస్తుంది కనిపించిన వచ్చినప్పుడు ఈ హైపోథైరాయిడిజం అని అంటే థైరాయిడ్ హార్మోన్ తక్కువగా బాడీకి సరిపడా ఉత్పత్తి అవ్వట్లేదు అని బేసికల్గా కనిపి మనకి ఎలా తెలుస్తుందంటే ఫస్ట్ థింగ్ బాడీ ఫెటికబిలిటీ అని అంటే నీరసంగా నిస్సత్వంగా ఉండడం గమనిస్తాను అనమాట ఫస్ట్ ప్రైమరీగా అది అంటే ఏంటో తెలియకుండా అలసట వీక్నెస్ లో మూడ్స్ ఉండడము వీక్నెస్ అనిపించడం ఇవి ఉంటుంది అండ్ హైపోథైరాయిడిజం కేసెస్లో ఏంటంటే మొహం చూడగానే చెప్పగలుగుతామన్నమాట కొంచెము అంటే మొహము ఉబ్బినట్టు ఉంటుంది కళ్ళ దగ్గర ముక్కు దగ్గర మూతి దగ్గర కొంచెం అంటే వాసినట్టు కనిపిస్తుంది స్వెల్లింగ్ కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం పాదాలు కూడా స్వెల్లింగ్ కనిపిస్తుంటాయి వీళ్ళలో ఏంటంటే జుట్టు ఊడిపోవడం జుట్టు రాలిపోవడము జుట్టు బ్రిటిల్ అని అంటే ఇట్లా బిరుసు అవ్వడం ఇలాంటివన్నీ కూడా కనిపిస్తాయి ఇంకోటి థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉన్నప్పుడు చర్మం పొడిబారుతుంటుంది కొంతమందిలో కొన్ని రకాల పిగ్మెంటేషన్స్ కూడా కనిపిస్తుంటది అక్కడక్కడ అంటే బయట ఎక్స్పోజ్డ్ అయిన పార్ట్స్ లలో డార్క్ పిగ్మెంట్ లాగా కనిపిస్తుంది లైక్ మచ్చల్లాగా మచ్చల్లాగా అంటే పొడ టైప్ లో కనిపిస్తుంటది అనమాట ఫేస్ మీద కనిపిస్తుంది చేతుల మీద కనిపిస్తుంది డార్కర్ అంటే మనకు ఉండే స్కిన్ టోన్ కంటే ఇంకొక టోన్ ఎక్కువ కనిపిస్తుంటది వీళ్ళలో అండ్ వీళ్ళు అలసిపో అంటే ఎనర్జీ సరిపోదు కాబట్టి అలసట ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎప్పుడు నిద్ర అంటే నిద్ర వచ్చినట్టు ఎప్పుడు నిద్రపోయే అంటే కూర్చొని కూడా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే కనురెప్పలు డ్రూప్ hmm. అవ్వడం అట్లా కనిపిస్తుంది అనమాట హైపోథైరాయిడిజం పేషెంట్స్లలో పెయిన్స్ తెలియదు ఎక్కడ ప్రతి కండరం నొప్పి అని చెప్తారు ఈ hmm. జాయింట్ ఆ జాయింట్ అని కాదు ప్రతి కండరం నొప్పి అని చెప్తారు hmm. ఇంకా ఎముకల అరుగుదల కూడా కనిపిస్తుంది థైరాయిడ్ హార్మోను కాల్షియం మెటబాలిజంలో మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఇది ఫస్ట్ ఎట్లా ఉంటుందని అంటే మనకు థైరాయిడ్ హార్మోన్ వేరే హార్మోన్స్ బాడీలో మిగతా హార్మోన్స్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట hmm. సో అందుకని అన్ని almost each and every system thyroid hormone లోపం ఉంటే దాంట్లో మనకి లోపాలు కనిపిస్తుంటాయి ఓకే సో ఈ hmm. విధంగా అంటే hmm. థైరాయిడ్ రావడానికి రీజన్స్ ఇవి and hypo and hyper thyroidism రెండు రెండు రకాలు ఉంటే రెండింటి గురించి చెప్పడం జరిగింది ఎక్కువగా అంటే ఏ థైరాయిడ్ అనేది సమస్య అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అంటున్నారు ఇప్పుడు ఇప్పుడున్న వారిలో అంటే మనకి యూజువల్ గా జనరల్ ప్రాక్టీస్ లో మనం ఎక్కువ హైపోథైరాయిడిజం చూస్తాము ఓకే హైపర్ కూడా కనిపిస్తుంది అట్లా కనపడదు అనేది ఏం లేదు ఎక్కువ మాత్రం మనకు జనరల్గా బయట పబ్లిక్ చెప్పడం ఏంటంటే థైరాయిడ్ వచ్చింది వెయిట్ పెరుగుతున్నాము కొంచెం నీరసంగా ఉంది అసలు నిస్సహాయంగా అట్లా అంటే శక్తి లేకుండా ఉన్నట్టు ఉంది అని చెప్పడం జరుగుతుంది ఓకే దీనికి మేజర్ రీజన్స్ ఏం చెప్పుకుంటామంటే ఒకటి ఫస్ట్ ఫుడ్లో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అయోడిన్ డెఫిషియన్సీ ఒక లోపం అయోడిన్ అనేది ఒక పదార్థం ఉంటుంది mm, mm. అది ఫుడ్లో లోపం ఉంటే mm. ఈ హైపోథైరాయిడిజం వస్తుంది ఓకే ఇంకా కొన్ని రకాల హైపోథైరాయిడిజమ్స్ ఏంటంటే హషిమోటోస్ అంటారు అనమాట అంటే దాంట్లో మన థైరాయిడ్ గ్రంథిలో ఉన్న కణాలనే మన అంటే ఆటో ఇమ్యూన్ మన ఇమ్యూనిటీ కణాలు వాటిని చంపేస్తూ ఉంటాయి సో ఆటో ఇమ్యూన్ గా థైరాయిడ్ ని అటాక్ చేయడం వల్ల ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ hmm. ఉత్పత్తిని ఇది తగ్గిస్తుంది సో ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళల్లో కూడా మనకు హైపర్ థైరాయిడిజం కనిపిస్తుంటది hmm. కొన్ని చోట్లలో ఏంటంటే వాళ్ళంటే ఎస్పెషల్లీ హిల్లీ ఏరియాస్లలో వాళ్ళకి బై నేచర్ అయోడిన్ అనేది భూమిలో తక్కువ ఉంటుంది hmm. ఆ తక్కువ ఉన్న వాళ్ళల్లో ఏంటంటే ఈ డెఫిషియన్సీస్ కనిపిస్తుంటాయి థైరాయిడ్ గ్రంథి మెడ కింద మనకు ఒక బటర్ఫ్లై షేప్ లో ఉంటుంది గ్రంథి అనేది అది ఉబ్బడం అంటే గాయిటర్ అంటాం అనమాట hmm, hmm. అది కనిపిస్తుంది చాలా మందికి కొంచెం గొంతు ఉబ్బుగా ఉన్నట్టు కనిపిస్తుంది ఆ స్వెల్లింగ్ అది మనము అది లో చూస్తుంటాము ఓకే ఇంకా కొంతమందికి ఏంటంటే గా పుట్టుకతోటే ఇది లోపం అనేది కనిపిస్తుంది ఓకే సో విధంగా ఉంటుంది అండ్ మనకి మనంగా సెల్ఫ్ గా నిర్ధారణ చేసుకోవడానికి అంటే లక్షణాలు ఏ లక్షణాలు మెయిన్ ఇవి ఈ లక్షణాలు మనకి బయటపడినప్పుడు కనిపించినప్పుడు ఓకే మనకి థైరాయిడ్ ఉందని మనం ఎప్పుడు డిసైడ్ చేసుకోవచ్చు అంటారు ఫ్రీక్వెంట్గా మనకి ఫీవర్స్ రావడం పెయిన్స్ రావడం ఇమ్యూనిటీ hmm. తక్కువ ఉండడం అల్సట hmm. నీరసం ఇలాంటివన్నీ hmm. మనం చూస్తున్నప్పుడు ఒక్కసారి మనం బ్లడ్ టెస్ట్ కనుక చేయించుకుంటే దాంట్లో థైరాయిడ్ ప్రొఫైల్ అని ఉంటుంది దాంట్లో ఏంటంటే T three T four TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అవి ఎంత అంటే మనకి శరీరానికి సరిపడా మోతాదులో ఉన్నాయా లేవా అని దాన్ని చూసి డిసైడ్ చేయొచ్చు వాళ్ళకి థైరాయిడ్ సమస్యలు ఉన్నాయా లేవా అనేది సో టెస్ట్ వచ్చేసి బ్లడ్ టెస్ట్ ఒకటి బ్లడ్ టెస్ట్ ఒకటి చేస్తే సరిపోతుంది దాన్ని బట్టి మనకి థైరాయిడ్ ఉందా లేదా అనేది తెలుస్తుంది అంటారు ఓకే అలాగే ఎటువంటి ఆహారం థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు ఎటువంటి ఆహారం వీళ్ళు తీసుకోవాలి ఎటువంటి ఆహారం వీళ్ళు తీసుకోకూడదు అంటారు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ ఒకటి వస్తుంది అని చెప్పాం కదా అలాంటి ఉన్న వాళ్ళు ఏంటంటే ఆహారంలో అయోడిన్ శాతాన్ని పెంచుకోవాలి ఆహారంలో అయోడిన్ శాతాన్ని అంటే సీ ఫుడ్స్ ఈ సాల్ట్ ఇంటేక్ ఫుడ్స్ అవన్నీ మనకు కొంచెం పెంచాల్సి ఉంటుంది దాంతో పాటు ఏంటంటే అయోడిన్ అనేది ఇప్పుడు మనకు ఉప్పులో కూడా ఫార్టిఫైడ్ అంటే ఉప్పులో కానివ్వండి మిగతా ఆహారం ప్యాక్డ్ ఫుడ్స్లలో అయోడిన్ రిచ్డ్ ఫుడ్స్ ఉంటాయి ఓకే అయితే మనం వాడేది అంటే జనరల్ గా పేషెంట్స్ చెప్తూ ఉంటారు ఇలా మీకు అయోడిన్ లోపం ఉందంటే మేము వాడేది అయోడైజ్డ్ ఉప్పే మేడం అని చెప్తారు కానీ అయోడైజ్డ్ ఉప్పుని మనం అంటే బజార్ నుంచి తెచ్చుకున్నాక దాన్ని స్టోర్ చేసే పద్ధతి ఉంటది అనమాట ఓకే అది స్టోర్ చేసుకునే పద్ధతి ఉంటుంది అండ్ వంటలలో వాడినప్పుడు ఆ వంట చేసే పద్ధతి కూడా మన లోపలికి అయోడిన్ తీసుకునే దాన్ని డిసైడ్ చేస్తుంది సో చేసే విధానం కూడా చాలా చేసే విధానం వంట చేసే విధానం కూడా వంట ఫుడ్లో ఉన్న అయోడైన్ అయోడిన్ని డిసైడ్ చేస్తాయన్నమాట అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బజార్ నుంచి మనము ప్యాకెట్ తీసుకొచ్చుకుంటాము ఉప్పు ప్యాకెట్ దాని మీద రాసే ఉంటుంది అయోడైస్డ్ ఇప్పుడు అందరూ అయోడైస్ సాల్ట్ వాడాలని చెప్పేసి మనకు నేషనల్ లెవెల్లో క్యాంపెయిన్స్ అవన్నీ అయ్యాయి మనం అదే వాడుతున్నాం అయినా మనకి ఎందుకు ఈ ఐడిన్ లోపాలు వస్తున్నాయని ఒక జనరల్ క్వశ్చన్ రైజ్ అవుతుంది ఎందుకు వస్తాయనంటే మనం ఐడిన్ స్టోరేజ్ ప్రాపర్ గా చేయమన్నమాట ఉప్పు తీసుకొస్తాం కట్ చేస్తాం కట్ చేసి అది గ్లాస్ సీసాలో పైన ప్లాస్టిక్ మూత ఉండే గ్లాస్ జార్లలోనే గట్టిగా ఎయిర్ టైట్ జార్లలోనే ఉప్పుని తీసుకొచ్చిన ఉప్పుని స్టోర్ చేయాల్సి ఉంటుంది కానీ మనం ఏంటంటే రెగ్యులర్ రొటీన్ వంట చేసేటప్పుడు ఆ ఉప్పు డబ్బా మూత సరిగ్గా అంటే ఫిట్ పెట్టము అన్నిట్లలో వంట అంతా అయిపోయేదాకా అన్నిట్లలో వేసిన తర్వాత ఇంకా లాస్ట్ సదురుకునేటప్పుడు మనం ఆ ఉప్పుని చాలా వరకు రొటీన్ ఇది ఇళ్లలో జరుగుతుంది అది మనం చేసే బేసిక్ బిగ్ మిస్టేక్ అనమాట ఇంకోటి ఏంటంటే ఉప్పు కూరలో వేసిన తర్వాత మనం మూత పెట్టాలి అయోడిన్ అనేది వలటైల్ అంటే ఎగిరిపోతుంది సేమ్ యాజ్ పెట్రోల్ ఈ కిరోసిన్ hmm, ఎలా అవుతుంది దాంట్లో hmm. కలిపిన hmm. అందుకని ఇది మీరు కూరలలో వేసి ఇంకా ప్రతిసారి మూత తీయడము ఉడికిందా ఉడకలేదా అని చెక్ చేయడము అలా చేసినప్పుడు కూడా అది మనకి శరీరం ఐడిన్ ఎంతైతే ఉంటుందో అది మొత్తం ఎగిరిపోతుంది ఓకే అందుకని ఏం చేయాలంటే మనం ఉప్పేసిన తర్వాత ఊరికే మూత తీసేసి కలపడం అలాంటివి చేయకూడదు అండ్ ఉప్పు వేసుకునే పద్ధతి కూడా కొంచెం వేరే అనమాట అంటే ఫస్ట్ ఉప్పు స్టార్టింగ్ వంటలో స్టార్ట్ చేసేటప్పుడు కొద్దిగా వేసుకోవాలి లాస్ట్ దించేసేటప్పుడు వేసుకుంటే ఏంటంటే మనకి శరీరానికి సరిపడా అయోడిన్ అనేది శరీరం తీసుకుంటుంది ఇనిషియల్ గా కొంచెం వేసి లాస్ట్ లో మాత్రం వేసుకుంటే యాక్చువల్ అది ప్రాపర్ గా తీసుకునే విధానం తయారీ విధానం అంటారు రైట్ అది ఒకటి అయోడిన్ ఈ లోపం అయితే కరెక్ట్ చేసుకోవాలి ఇంకా మిగిలిన ఆహార పదార్థాలు ఏం తీసుకోవాలి తీసుకోకూడదు వాటి గురించి కూడా మనం మరింతగా మాట్లాడుకోబోయే ముందు చిన్న విరామం తీసుకుందాం డాక్టర్ గారు ఆయుష్మాన్ బావ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం వైద్యంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ దండెపు బస్వానందం ఎండి గత ముప్పై సంవత్సరాలుగా ఎన్నో ప్రయోగాలు చేసి ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా తగ్గించొచ్చు అని ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్న Eshwarappa homeo clinic doctor Dandepu Baswanandam MD appointment కొరకు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సంప్రదించండి మా ఇతర బ్రాంచీలు Visakhapatnam Vijayawada Rajahmundry Tirupati Bengaluru Chikkadpally Hyderabad phone nine double four zero zero nine three zero three one seven nine eight four nine one double three seven six nine YouTube ID doctor Dandepu Baswanandam Facebook ID Baswanandam Dandepu జీర్ణకోశ సమస్యల పరిష్కారం కొరకు ప్రముఖ అనువంశిక మూలిక వైద్యులు జి పాపారావు గారితో మాట్లాడి తెలుసుకోండి రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఆయుష్మాన్ భవ కార్యక్రమం మీ పిఎంసీలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి పత్రి మేడంకు ఆత్మ ప్రణామాలు అట్లాగే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ మాస్టర్లందరికీ కూడా ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్ మే రెండో తేదీ నుంచి ఆత్మతో అనుసంధానం అనే ఒక వర్క్షాపు మొదలవుతుంది నలభై ఒక్క రోజులు ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు జరుగుతుంది మనలో ఉన్నటువంటి బ్లాగ్స్ని అజ్ఞానాన్ని కర్మలను భయాలను అనారోగ్యాన్ని తొలగించుకుంటే మన శరీరాలను శుద్ధి చేసుకుంటే ఆత్మతో అనుసంధానం ఏర్పడుతుంది మేఘాలు తొలగితే సూర్యుడు ఎట్లా కనబడతాడో అదేవిధంగా మన శరీరాలు శుద్ధి అయితే ఆత్మ అనుభూతి ఆత్మతో అనుసంధానం ఏర్పడుతుంది మరి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి ఈ వర్క్షాపు వెలకట్టలేనిది అందరికీ తెలియజేద్దాం ఆనందంగా ఆరోగ్యంగా జీవిద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మే ఒకటి సోమవారం రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి పది గంటల యాభై ఆరు నిమిషాల వరకు జరగబోయే పోర్టల్ ఆఫ్ లైట్ యాక్టివేషన్ ధ్యానం పదివేల సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే సమయం ఇది ప్లూటో ఎనర్జీ ఒక లేజర్ మాదిరిగా పనిచేస్తుంది ఈ ఎనర్జీని ఉపయోగించుకుని ఒక్క లక్ష నలభై నాలుగు వేల మంది ధ్యానం చేసి అస్తవ్యస్తంగా ఉన్న భూమి యొక్క పరిస్థితులు సామరస్యంగా మార్చాలనుకుంటే మాతో పాటు మీరు మే ఒకటి రాత్రి పది గంటల నుంచి పదకొండు గంటల వరకు జూమ్ లేదా పిఎంసి ఛానల్ లైవ్ మరియు live workers TV YouTube channel live లో పాల్గొని సామూహిక ధ్యానంలో భాగస్వాములు కండి పోర్టల్ ఆఫ్ లైట్ యాక్టివేషన్ ధ్యానం zoom ID eight nine three one two eight four double one double six passcode light చలో మెహబూబ్ నగర్ మెగా శాఖాహార ర్యాలీ సేవ్ యానిమల్స్ నినాదంతో మెగా శాకాహార ర్యాలీ మూగ జీవుల రక్షణకై నడుం బిగిద్దాం రండి కదలి రండి తరలి రండి ఈ మహోద్యమంలో భాగస్వాములు కండి మరిన్ని వివరాలకు సంప్రదించండి nine double four zero four five four zero seven four nine four nine two one seven one double eight zero చలో బాబు నగరు రావాలి కదలి మీరు విజయవాడ అంబిక రియల్ ఎస్టేట్స్ వారి గొప్ప తగ్గింపు ఆఫర్స్ బందర్ రోడ్ మంగళగిరి గన్నవరం కంచికచెర్ల మరియు బెన్ సర్కిల్ కి ఐదు కిలోమీటర్ల దగ్గర ఇళ్ల మధ్యలో ఇళ్ల స్థలాలు కలవు inner ring road airport six lines highway దగ్గర పూర్తి డెవలప్మెంట్స్ తో డిటిసిపి నామ్స్ ప్లాట్స్ గజం పంతొమ్మిది వందల రూపాయల నుండి పదివేల ఐదు వందల రూపాయల వరకు ఏపీ సిఆర్డీఏ అప్రూవ్డ్ ప్లాట్స్ గజం నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల నుండి పదిహేడు వేల ఐదు వందల రూపాయల వరకు శ్రీగంధం ఎర్రచందనం మొక్కలతో గజం రెండు వేల తొమ్మిది వందల రూపాయలు two BHK three BHK apartment flats independent houses farm houses land cent ఒక లక్ష యాభై వేల రూపాయలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం అండ్ అలాగే మనం థైరాయిడ్ సమస్యల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం అండ్ ఆహారం ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలని దాని గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి సో ఐడిన్ అంటే ఈ విధంగా సాల్ట్ మనం యూజ్ చేయడం అనేది కర్రీస్లో వండేటప్పుడు ఈ విధంగా తీసుకోవాలంటారు ఇంకా ఇంకేమైనా ఆహార పదార్థాలు మామూలుగా ఐడిన్ అనేది మనకు అంటే మనం ఉండే ప్రాంతంలో డిసైడ్ అవుతుంది అనమాట అక్కడి నుంచి వచ్చే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లలో మనకు శరీరానికి సరిపోయినంత అయోడిన్ ఉంటుంది కానీ మనం ఈ కుకింగ్ పద్ధతులు వాడేటప్పుడు ఎక్కువ వండడము వాటిని సరిగ్గా ఇది చేయనప్పుడే మనకి డెఫిషియన్సీ ఓవర్ కుక్ అట్లా ఉంటుంది అనమాట ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకుంటే మనకి ఆ లోపాలు ఏం కనిపించవు ఇంకోటి ఏంటంటే కొన్ని స్పెసిఫిక్ జోన్స్ ఉంటాయన్నమాట వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫార్టిఫైడ్ అయోడిన్ అంటే ఉప్పులో కానివ్వండి వేరే రకరకాల ఫుడ్ ఐటమ్స్లలో కలిపి అయోడిన్ కలిపిన ఫుడ్ ఐటమ్స్ వాళ్ళకి ఆ ఏరియా ఎక్కువ కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి అయోడిన్ డెఫిషియన్సీస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి సో మనకి ఏంటంటే అయోడిన్ జనరల్గా మనం రొటీన్ దీంట్లో తీసుకుంటే క్యాబేజ్ క్యాలీఫ్లవరు రాడిష్ క్యాప్సికమ్ పాలక్ రాగి మస్టర్డ్ mm. mm. అంటే ఆవపిండితో చేసిన ఏ వంటకాలైనా mm. ఇవన్నీ ఏంటంటే థైరాయిడ్ థైరాయిడ్ హార్మోన్ని అబ్జర్వ్ చేసుకునే గుణాన్ని తగ్గిస్తాయన్నమాట mm-hmm. సో మనము అవన్నీ ఎక్కువ తింటుంటే ఆల్రెడీ థైరాయిడ్ ఉందనుకోండి మెడిసిన్ తీసుకున్నప్పుడు ఇది మెడిసిన్ అసలు అబ్జర్వ్ చేయనియరు సో అలాంటి వాళ్ళలో ఈ క్యాబేజీ క్యాలీఫ్లవర్ క్యాప్సికమ్ రాడిష్ పాలకూర ముల్లంగి ముల్లంగి పాలకూర ప్లస్ మళ్ళీ ఇది మస్టర్డ్ సీడ్స్ ఆవాలు కూడా ఆవాలు కూడా చాలా ఎక్కువ ఆవ పిండి కానీ ఆవాలు రెండు కూడా ఎఫెక్ట్ చేస్తాయి రాగులు కూడా ఈ మధ్యలో ఏంటంటే మిల్లెట్స్ అని ఎక్కువ తింటుంటారు కదా రెగ్యులర్గా థైరాయిడ్ హైపోథైరాయిడ్ ఉన్న పేషెంట్స్ రాగులు ఎక్కువ తీసుకుంటే ఏంటంటే వాళ్ళకి మళ్ళీ ఇంకా ఎక్కువ డెఫిషియన్సీస్ కనిపిస్తాయి సో అవి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది సో అంటే ఎవరైతే ప్రాబ్లం సఫర్ అవుతున్నారో వాళ్ళు మాత్రమే వీటిని అవాయిడ్ చేయాలి తీసుకోవచ్చు కానీ లిమిటెడ్ గా తీసుకోవచ్చు కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి ఇవి ఓకే అంటే ఏదో ఒక్క పూట తీసుకుంటే పర్వాలేదు అంటే ఒక్క పూట తీసుకోగానే డ్రాస్టిక్ చేంజెస్ అవుతాయని కాదు కానీ రెగ్యులర్ గా ఇవి మనం ఆహారంలో ఇంక్లూడ్ చేసుకుంటాం ఉంటాయి ఏంటంటే థైరాయిడ్ అబ్జర్ప్షన్ హార్మోన్ అబ్జర్ప్షన్ని హిండర్ చేస్తుంది సో hmm. హార్మోన్ తక్కువ ఉంటుంది ఇప్పుడు ఈ థైరాయిడ్ హైపోథైరాయిడిజం లోపం ఉన్న వాళ్ళకు బయట నుంచి మనం హార్మోన్ టాబ్లెట్స్ అంటే థైరాయిడ్ టాబ్లెట్స్ యూస్ చేస్తూ ఉంటారు కదా hmm, hmm. ఆ వేసుకున్న టాబ్లెట్ కూడా శరీరం తీసుకొనియకుండా చేస్తుంది అనమాట ఇవి హై ఫైబర్ గైట్రోజెనిక్ ఫుడ్స్ అని అంటారు అనమాట సో అలాంటి ఫుడ్స్ మనము అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే థైరాయిడ్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ ఈ ఫుడ్ ఐటమ్స్ మాత్రం అవాయిడ్ చేస్తే చాలా మంచిది థైరాయిడ్ కూడా కంట్రోల్లో ఉంటుంది ఉంటుందని చెప్తున్నారు అండ్ ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అంటారు ఇంకా మిగతావన్నీ అంటే ఎక్కువ తీగజాతి కూరగాయలు బీరకాయ సొరకాయ అట్లాంటి కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి యాజ్ సచ్ ఫైబర్ ఎక్కువ ఉండేవి తీసుకోకూడదు పప్పు దినుసులు ఇవన్నీ తీసుకోవచ్చు ఇది అది అనేది ఏమీ లేదు తీసుకోగలనేవి ఏంటి అంటే ఆయిల్ ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్స్ ఉంటాయి నాన్ వెజిటేరియన్ అవి వద్దు అవాయిడ్ చేసుకోవాలి ఓకే నాన్ వెజ్ అవాయిడ్ చేయాలి ఆయిల్ ఎక్కువ వేసి కర్రీస్ ఇప్పుడు బాగా చేస్తూ ఉంటారు రుచి కోసమని సో ఆయిల్ కూడా తగ్గించాలంటారు డీప్ ఫ్రైడ్ అట్లాంటివి తీసుకోకూడదు ఈ పేషెంట్స్ ఓకే అండ్ ఇందులో ఏంటంటే ఆ థైరాయిడ్ హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకి మెటబాలిజం రేటు చాలా తగ్గిపోతుంది సో hmm. వాళ్ళు తగ్గి మెటబాలిజం రేటు తగ్గిపోయినప్పుడు ఏ కొద్దిగా ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు అంటే వాళ్ళు ఏదన్నా కొంచెం ఎక్కువ ఫుడ్ కన్సంప్షన్ చేస్తే hmm. గా వెయిట్ గెయిన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి యాసచ్చే వాళ్ళకు ఉంటే శరీరంలో నీరు ఉండడం అని అంటే ఫ్లూయిడ్ రిటెన్షన్ ఉంటుంది Hmm. దానివల్ల వాళ్ళు బరువు అనేది పెరగడమే కానీ తగ్గడం అనేది ఉండదు చాలా థైరాయిడ్ పేషెంట్స్ ఒకటి కంప్లైంట్ చేస్తూ ఉంటారు hmm. మేము ఏమి తినము అయినా కానీ మేము బాగా ఒళ్ళు వచ్చేస్తుంది అవును థైరాయిడ్ వచ్చిన తర్వాత నుంచే వెయిట్ గెయిన్ hmm, అసలు మెయిన్ కల్పరేట్ ఏంటంటే మెటబాలిజం వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది సో ఆ మెటబాలిజాన్ని మనం ఇంక్రీజ్ చేసే పద్ధతిలోని ఫుడ్స్ లో కానీ మెటబాలిజం హై ఇంక్రీజ్ అయ్యే ఫుడ్స్ లా కానీ లేదు అని అంటే ఎక్సర్సైజ్ ఒకటి వాకింగ్ వాకింగ్ కానీ యోగా బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజ్ యోగా కానీ ఏదైనా ఒక అంటే మనం శరీర కదలిక అనేది దీనికి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఓకే మళ్ళీ అండ్ అలాగే యాక్చువల్లీ ఎటువంటి ఆహారం మనం వాటి గురించి కూడా మాట్లాడుకున్నాం ఈ థైరాయిడ్ అంటే ఎక్కువ ఉండటం వల్ల లేకపోతే ఎక్కువ అవటం వల్ల కానీ లేకపోతే థైరాయిడ్ రావటం వల్ల కానీ దానివల్ల వేరే ఏమైనా హెల్త్ ఇష్యూస్ కూడా హెల్త్ కాంప్లికేషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా ఉంటాయండి అంటే మనకు డిపెండ్స్ హైపర్ థైరాయిడిజం థైరాయిడిజం చెప్పాం కదా ఇప్పుడు ఏంటంటే మనకు మెటబాలిజం తక్కువ ఉన్నదనుకోండి అంటే అస్సలు మెటబాలిజం అనేది అంటే metabolism is nothing but body energy use చేసుకున్న కెపాసిటీనే మెటబాలిజం అంటాం ఆ కెపాసిటీ కనుక తగ్గిందంటే ప్రతి ఒక్క ప్రాసెస్ బాడీలో టాప్ టు బాటమ్ ప్రతి ఒక్క ఫంక్షన్ని ఈ థైరాయిడ్ హార్మోన్ రెగ్యులేట్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వాటర్ రిటెన్షన్ ఉంటుంది ఒంట్లో mm, mm. ఆ వాటర్ రిటెన్షన్ ఉండడం వల్ల ఏంటంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది రక్తనాళాలలో ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది బ్లడ్ mm. ప్రెషర్ ఎక్కువ కాగానే గుండెకి సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ అవుతాయి అనమాట ఎథ్రోస్క్లిరోసిస్ అని అంటే మళ్ళీ దాంట్లో కూడా ఈ లిపిడ్ అంటే మన మెటబాలిజం తక్కువ ఉండడం వల్ల ఏదైతే ఆహారం తిన్నామో అది కొవ్వుగా మారుతూ ఉంటుంది ఫ్యాట్ అది కిందగా కన్వర్ట్ అయ్యేసరికి ఫ్యాట్ అనేది డిపాజిట్ అవుతుంది రక్తనాళాలు సో గుండె జబ్బులు వచ్చే అవకాశం థైరాయిడ్ పేషెంట్లలో ఎక్కువ అవుతుంది అనమాట తర్వాత ఏంటంటే వీళ్ళకి ఫ్లూయిడ్ రిటెన్షన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కిడ్నీస్ మీద కూడా వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది కిడ్నీ ఇష్యూస్ గ్లామ అంటే కిడ్నీ ఫిల్టరేషన్ రేట్ తగ్గడము క్రియాటిన్ పెరగడం ఇలాంటి అంటే కిడ్నీ ఫెయిల్యూర్స్కి వెళ్ళే కండిషన్స్ కూడా సివియర్ హైపోథైరాయిడ్ ఉన్న కేసెస్ మనం చూస్తాం ఓకే తర్వాత ఇంకోటి ఏంటంటే చర్మం బాగా పొడి బారిపోవడం కనిపిస్తుంది సో hmm. పొడి బారిపోవడం అండ్ ఎక్స్ట్రీమ్ చల్లదనం కానీ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ వేరియేషన్ని అసలు తట్టుకోలేదు ఓకే అక్కడ కొద్దిగా చల్లదనం కాగానే వీళ్ళకి చాలా వణుకు రావడం స్టార్ట్ అవుతుంది ఒంట్లో ఆ టెంపరేచర్ వేరియేషన్ అడ్జస్ట్ చేసుకునే బాడీ తత్వం కూడా మారిపోతుంది థైరాయిడ్ హైపోథైరాయిడిజం లో ఓకే సో ఆ టెంపరేచర్ కి తగ్గట్టు బాడీ కూడా అడ్జస్ట్మెంట్స్ అనేది ఉండదు ఉండదు వాళ్ళకి ఎక్కువ చల్లనిపిస్తుంది ఎక్కువ వేడి అనిపిస్తుంటది ఓకే బాగా సెన్సిటివ్ బాగా గా ఉంటారు ఈ వీటి వల్ల ఏంటంటే ఇరిటబిలిటీ ఎక్కువ కోపం చిరాకు hmm. అసలు ఓపిక లేకపోవడం ఇలాంటివన్నీ hmm. వాళ్ళు చూపిస్తుంటారు మూడ్ స్వింగ్స్ బాగా ఉంటాయి హైపోథైరాయిడిజం అసలు ట్రీట్ చేయకపోతే డిప్రెషన్స్ hmm. అట్లాంటివన్నీ మనకి మానసికంగా ఇవి కూడా కనిపిస్తూ ఉంటాయి మనకి ఓకే మెంటల్లీ కూడా దాని ఎఫెక్ట్ అనేది ఇంకొకటి చూసుకుంటే మనం కాల్షియం మెటబాలిజంలో కూడా thyroid hormone major role play చేస్తుంది సో ఈ థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉండి హైపోథైరాయిడిజం లాగంటి దాంట్లో ఏమవుతుందంటే ఎముకలు పెల్చుబారిపోవడం అంటే పోరోసిటీ అంటే మెత్తడం అవ్వడము అంటే విరిగిపోవడము అట్లాంటివి నొప్పి ఉండడము బాగా అన్ని ఏరియాలో ఒక్క సటన్ ఏరియా అని కాదు ప్రతి ఒక్క జాయింట్ కొన్ని కేసెస్ లో ఏంటంటే ఇది ఇలా కాల్షియం మెటబాలిజం చాలా రోజులు డెఫిషియెంట్ ఉండేసరికి అరుగుదల స్టార్ట్ అవుతాయి వీళ్ళకి మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అన్ని వస్తుంటాయి మెడ నొప్పి నడుము నొప్పి మోకాళ్ళ నొప్పి అనేది రావడం సర్వసాధారణంగా ఉంటుంది అండ్ ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళు Hmm. ఏంటంటే ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఇదే థైరాయిడ్ తోటి బాధపడుతున్నాం సెకండరీగా వాళ్ళకి పీసీఓడిస్ రావడం కానివ్వండి డయాబెటీస్ hmm. కనిపిస్తుంటాయి చాలా మంది పేషెంట్స్లలో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ థైరాయిడ్ ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఉన్నదంటే వాళ్ళు they are prone to prediabetic ఉన్నట్టే hmm. ఉంటుందన్నమాట సో ఆటోమేటిక్గా అన్ని ఇంకా డయాబెటీస్ సో వన్స్ థైరాయిడ్ వచ్చిందంటే ఆల్మోస్ట్ అది లీడ్స్ టు సో మెనీ అంటే చాలా రకాల ఆల్మోస్ట్ బాడీ అంతా యాక్ట్ చేస్తుంది థైరాయిడ్ హార్మోన్ hmm. కాబట్టి బాడీలో hmm. అన్ని వాటి మీద మనకి ఇది చూపిస్తుంది especially men and women young age లో ఉన్న మెన్ అండ్ ఉమెన్ కి థైరాయిడ్ తక్కువ ఉంటాయి అంటే హైపోథైరాయిడిజం hmm. ఉంటే వాళ్ళ ఫర్టిలిటీ కూడా ఇది దెబ్బతింటుంది అనమాట పిల్లలు పుట్టే అవకాశం తగ్గుతుంటది అది కూడా ఉండదు రీజన్ అవుతుంది రైట్ మరింతగా దీనిపై మాట్లాడుకోబోయే ముందు కాలర్ రెడీగా ఉన్నారండి కాల్ తీసుకుందాం హలో మేడం నమస్తే అండి మీ పేరు విజయలక్ష్మి అండి విజయలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు రాజమండ్రి అండి మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారితో మాట్లాడమంటారా మాట్లాడండి మరి ఎవరితోనో మాట్లాడుతున్నారు హలో హలో మాట్లాడండి డాక్టర్ గారితో మరి డాక్టర్ గారు ఎవరితో చెప్తున్నారు ఏంటో టీవీ చూసి మాట్లాడుతున్నారు విజయలక్ష్మి గారు మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టుకొని మాట్లాడండి మీ సమస్య ఏంటో చెప్పండి మరి ఆయన వినాలి కదా మేడం సో టీవీ చూస్తూ టీవీలో వింటూ ఇటు ఫోన్లో మాట్లాడుతున్నట్టున్నారు యాక్చువల్లీ రైట్ అంటే మామూలు ఇప్పుడు థైరాయిడ్ ఉండడం వల్ల మిగిలిన హెల్త్ ఇష్యూస్ కూడా ప్రతి ఐ థింక్ అన్ని రకాల hmm. సమస్యలు రావడానికి చాలా hmm. కారణం ఉంది అండ్ అగైన్ ఇంకొకటి కూడా ఇది కూడా అన్నారు కాబట్టి hmm. చాలా వరకు చూసినట్లయితే థైరాయిడ్ ఉన్న వాళ్ళలో పీసీఓడి సమస్య అనేది కూడా ఉంటుంది లేకపోతే పీసీఓడితో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి థైరాయిడ్ కూడా ఉంటుంది రెండు బ్రదర్ అండ్ సిస్టర్స్ లాగా కంబైన్గా ఒకటి ఉంటే ఇంకొకటి లేదు అన్నట్టుగా వస్తూ ఉంటాయి సో రీజన్ ఏంటంటారు ఇది యాక్చువల్గా ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ అనేది బాడీలో వేరే హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది సో థైరాయిడ్ ఇదే అంటే ట్రిగరింగ్ దే సరిగ్గా లేకపోతే నెక్స్ట్ ప్రొడక్షన్ అనేది బాగుండదు ఫర్ ఎగ్జాంపుల్ థైరాక్సన్ అనే హార్మోన్ వెళ్ళి మన ఓవరీస్ హార్మోన్స్ మీద ల్యూటనైజింగ్ హార్మోన్స్ మీద వాళ్ళు ప్రభావం చూపించాల్సి ఉంటుంది సో అది దే సరిగ్గా లేకపోతే నెక్స్ట్ నెక్స్ట్ది ప్రాబ్లం అవుతుంది మనకి లేడీస్లలో జనరల్గా పీరియడ్స్ రాకపోయినా వచ్చిన హెవీ బ్లీడింగ్ కనిపించిన ఇంకా అంటే గా రావడం అంటే వన్ మంత్ వెయిట్ కూడా కాకుండా చాలా తొందరగా అయితే త్వరగా రావటం లేదంటే రాకపోవడము అట్లాంటివి ఏమన్నా సమస్యలు ఉన్నప్పుడు ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాల్సిన థైరాయిడ్ రూల్ అవుట్ చేస్తాం సో థైరాయిడ్ ఉందా లేదా అనేది మళ్ళీ అగైన్ టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేస్తాం రైట్ దీనిపై ఇంకా మాట్లాడుకోబోయే ముందు కాలర్ రెడీగా ఉన్నారండి కాల్ తీసుకుందాం హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి హైదరాబాద్ నుంచి అండి మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారితో నిద్ర బాగా అవునండి నిద్ర వస్తుంది హైపోథైరాయిడిజం ఏంటంటే మెటబాలిజం ఎట్లా ఎప్పుడు నిద్ర ఖాళీగా ఉంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా నిద్ర అనేది ఎక్కువ ఉంటుంది Hmm. మార్నింగ్ పగటి పూట ఇట్లా అంటే థైరాయిడ్ ఉంది అని చెప్పిన మనం మాట్లాడుతుండగానే ఎదురుగున్న వ్యక్తి నిద్ర ఇట్లా కూర్చొని డ్రౌజ్ అవుతుంటారు అనమాట hmm. అది చూసే మనం అది నిద్ర ఎక్కువ వస్తుంది hmm. అయితే వాళ్ళు థైరాయిడ్ హార్మోన్స్ టాబ్లెట్ తీసుకుంటుంటారు అయితే చాలా వరకు ఏంటంటే ఒకసారి థైరాయిడ్ టాబ్లెట్ మాకు రాసిచ్చారు డాక్టర్ అదే వాడతాము అంతే డోస్ అట్లా ఉండదు అనమాట రోజువారి పనులు వల్ల మన డిమాండ్ బట్టి thyroid hormone up and down అవుతుంటుంది కొంతమంది పేషెంట్స్ ఏంటంటే తెలియక ఓవర్ డోస్ చేసుకుంటుంటుంటారు కొంతమంది తెల్ తెలియక తక్కువ డోస్ అంటే ఒకసారి చూపించుకుని దాన్ని కంటిన్యూ అలా త్రీ ఇయర్స్ అలా చేస్తూ ఉంటారు సో hmm. అది కరెక్ట్ కాదని చెప్తున్నారు సిక్స్ మంత్స్ hmm. ఒకసారి ఖచ్చితంగా రివ్యూ అనేది తీసుకున్న సిక్స్ మంత్స్ కి మినిమం మినిమం సిక్స్ మంత్స్ కి తీసుకున్న తర్వాతనే దాని డోసేజ్ మనము hmm. అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లోనే దాని డోసేజ్ అనేది అంటే ఇప్పుడు ఒక టాబ్లెట్ ఇచ్చిర్రు అనుకోండి అది ఇంత వెయిట్ ఉన్న బాడీకి సరిపోతుందా లేదా తర్వాత టీఎస్ఏ చెక్ చెక్ చేసుకొని అలా చేస్తూ ఉంటారు సో అది కూడా మనకు ఒక రీజన్ ఉంటుంది వాళ్ళు ఆల్రెడీ థైరాయిడ్ టాబ్లెట్స్ వాడుతున్నప్పటికీ వాళ్ళకి రిలీఫ్ రావట్లేదు అని అంటే వాళ్ళు టాబ్లెట్ వేసుకునే పద్ధతి కూడా అంటే గా ఎర్లీ మార్నింగ్ వితౌట్ ఎనీథింగ్ మనం కన్సమ్ చేయమంటాము ఎందుకంటే అబ్జర్ప్షన్ బాగుంటుంది పరగడుపున చిన్న తీసుకుంటాం అవును ఏంటంటే టాబ్లెట్ తీసుకొని మనకు రొటీన్ హ్యాబిట్ ఏంటంటే కాఫీలు తాగడం అట్లా ఉంటుంది ఆ టాబ్లెట్ వేసేసుకుంటారు టీ తాగేస్తారు సో వేసుకున్న టాబ్లెట్ లో ఉన్న హార్మోన్ మన బాడీ అబ్జర్వ్ చేసుకోదు సో ఏంటంటే వాళ్ళకి థైరాయిడ్ హార్మోన్ అబ్జర్ప్షన్ బాగుండాలి అని అంటే టాబ్లెట్ వేసుకున్న చాలా కొద్దిగా ఒకటి రెండు చెంచాల నీళ్లతోటే తాగేసి అంటే గొంతు జారేంత వరకు తాగి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఎటువంటి వాటర్ తో సహా తాగకూడదు అలాంటప్పుడు అబ్జర్ప్షన్ బాగుంటుంది అంటే టాబ్లెట్ తీసుకున్న హాఫ్ అన్ అవర్ గ్యాప్ తర్వాత ఈవెన్ టీ కాఫీ ఏదైనా కానీ minimum half an hour gap ఉంచేసి తర్వాత తీసుకోవాలంటారు అండ్ తక్కువ వాటర్ తో టాబ్లెట్ తీసుకోమని చెప్పిన దాని వల్ల ఏంటంటే త్వరగా బాడీలో అబ్జర్ప్షన్ అనేది ఉంటుంది ఆ టాబ్లెట్ ది వర్క్ చేస్తుంది మొత్తం పూర్తిగా తీసుకుంటాను మనకు బాడీకి సరిపోయే డోస్ అంతా తీసుకుంటుంది ఇంకోటి ఏంటంటే యూజువల్గా main reason for thyroid issues maybe hyper కావచ్చు హైపో uh, కావచ్చు మేజర్ hmm. డిసీజెస్ లేకుండా ఉన్న డిసీజెస్కి uh, మాత్రము స్ట్రెస్ అనేది ఒకటి బాగా కారణం ఉంటుంది అనమాట ఓకే సో స్ట్రెస్ని హ్యాండిల్ చేసేది అన్నిటికంటే ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ hmm. వాళ్ళకి ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటుందో అందరితో అంటే hmm. యూజువల్గా వీళ్ళకు లో మూడ్స్ ఉంటాయి అంటే ఒకరితో కలవడం కానివ్వండి బయటికి వెళ్ళాలంటే నాకేమి ఇంకా నీరసంగా ఉంది చేత కావట్లేదు అలా కాక పోన్ చేయకుండా బయటకు వెళ్తూ ఉండాలి ఎమోషనల్ గా కొంచెం ని దించుకుంటూ ఉండాలి స్ట్రెస్ లెవెల్ ని బాగా కంపేర్ చేసుకోవాలి okay so different different activities చేస్తూ ఉంటే గా మళ్ళీ మనకు ధ్యానం చేస్తూ ఉండాలి ఓకే యోగాసనాలు కూడా ఒక వండర్ఫుల్ సొల్యూషన్ ఫర్ ఈ థైరాయిడ్ సమస్యలు యోగాసనంలో ఎట్లా ఉంటుందంటే వాటిపై కూడా మనం మరింతగా మాట్లాడుకోబోయే ముందు మరో చిన్న విరామం తీసుకుందాం డాక్టర్ గారు ఆయుష్మాన్ భావ కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో కర్ణాటక పిరమిడ్ మాస్టర్ సహకారంతో పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ మరియు పిఎంసి కన్నడ ఛానల్ మే నెల మూడవ తేదీ నుంచి ఐదవ తేదీ వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మైత్రేయ బుద్ధ ధ్యానోత్సవం బుద్ధ పూర్ణిమ కార్యక్రమాలకు అందరికీ ఆత్మీయ ఆహ్వానం అత్యంత సుహృద్భావ వాతావరణంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఈ మహోన్నత కార్యక్రమాలలో పాలు పంచుకోండి అంతులేని ధ్యాన విజ్ఞానాన్ని అవగతం చేసుకోండి వేదిక పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ కెబ్బేదొడ్డి గ్రామం హరహళ్లి కనకపుర రోడ్ బెంగళూరు కర్ణాటక ఇతర వివరాలకు సంప్రదించాల్సిన website WWW dot pyramid valley dot ORG Brahmarshi Patriji దివ్య స్ఫూర్తితో pyramid spiritual science counselling academy ద్వారా సేత్ బాలకృష్ణ గారు మరియు సేత్ కౌన్సిలర్స్ ఆధ్వర్యంలో మే నెల రెండవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు నిర్వహించే ఆత్మతో అనుసంధానం నలభై ఒక్క రోజుల జూమ్ ఆన్లైన్ వర్క్షాప్కు అందరికీ ఆత్మీయ ఆహ్వానం ఈ ఆన్లైన్ జూమ్ వర్క్షాప్లో పాల్గొనే ఆత్మీయులు nine eight four eight five eight zero nine double two seven three eight six three seven four seven zero six నంబర్లను సంప్రదించి తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇతర వివరాలకు సంప్రదించాల్సిన phone number nine double five three four eight four five two zero May ఒకటి సోమవారం రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి పది గంటల యాభై ఆరు నిమిషాల వరకు జరగబోయే పోర్టల్ ఆఫ్ లైట్ యాక్టివేషన్ ధ్యానం పదివేల సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే సమయం ఇది ప్లూటో ఎనర్జీ ఒక లేజర్ మాదిరిగా పనిచేస్తుంది ఈ ఎనర్జీని ఉపయోగించుకుని ఒక్క లక్ష నలభై నాలుగు వేల మంది ధ్యానం చేసి అస్తవ్యస్తంగా ఉన్న భూమి యొక్క పరిస్థితులు సామరస్యంగా మార్చాలనుకుంటే మాతో పాటు మీరు మే ఒకటి రాత్రి పది గంటల నుంచి పదకొండు గంటల వరకు జూమ్ లేదా పిఎంసి ఛానల్ లైవ్ మరియు live workers TV YouTube channel live లో పాల్గొని సామూహిక ధ్యానంలో భాగస్వాములు కండి పోర్టల్ ఆఫ్ లైట్ యాక్టివేషన్ ధ్యానం zoom ID eight nine three one two eight four double one double six passcode light Brahmarshi పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో ఆంధ్ర హిమాలయాలు దారపల్లి హిల్స్ జలపాతం మహావతార్ బాబాజీ పిరమిడ్ ధ్యానాశ్రమంలో మే నెల నాలుగు ఐదు ఆరవ తేదీలలో దారపల్లి ధ్యాన యజ్ఞం వన్ మరియు బుద్ధ పౌర్ణమి వేడుకలకు అందరికీ ఆత్మీయ ఆహ్వానం ఈ మహోన్నత వేడుకలలో భాగంగా ప్రకృతిలో వేణునాద ధ్యానం నృత్యం మహామౌనం ఆధ్యాత్మిక సందేశాలు తదితర కార్యక్రమాలు జరుగును వేదిక మహావతార్ బాబాజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం దారపల్లి జలపాతం పత్తిపాడు హైవే నుంచి ఇరవై కిలోమీటర్లు కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇతర వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు nine one double seven eight four two zero nine five eight triple five zero three five three six nine double nine five one seven eight four two double nine nine eight four nine three six eight two three six Brahmarshi పితామహ పత్రిజీ తాను పొందిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎన్నో సందేశాలను లిఖితపూర్వకంగా అనేక మాసపత్రికలకు అందించారు ఆ విజ్ఞానాన్ని పత్రిజీ జ్ఞాననిధి అనే కార్యక్రమం ద్వారా వీడియోల రూపంలో అతి త్వరలో మీ ముందుకు తీసుకొస్తోంది మీ పిఎంసి జీర్ణకోశ సమస్యల పరిష్కారం కొరకు ప్రముఖ అనువంశిక మూలిక వైద్యులు జి పాపారావు గారితో మాట్లాడి తెలుసుకోండి రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఆయుష్మాన్ భవ కార్యక్రమం మీ పిఎంసీలో అనుభవ కార్యక్రమానికి తిరిగి స్వాగతం అండ్ అలాగే థైరాయిడ్ సమస్యల గురించి మనం మాట్లాడుకుంటున్నాం అలాగే చూసినట్లయితే నార్మల్గా అంటే లేడీస్లో కన్సీవ్ అయినప్పుడు కన్సీవ్ అవ్వకముందు కూడా థైరాయిడ్ ఉంది అంటే ఒకవేళ కన్సీవ్ అయిన అబోషన్స్ అవ్వటం అనేది చాలా జరుగుతూ ఉంటుంది త్వరగా వాళ్ళకి ప్రెగ్నెన్సీ కూడా ఈ థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి రాకపోవటం జరుగుతూ ఉంటుంది అండ్ కొంతమందిలో చూసినట్లయితే డెలివరీ తర్వాత అంటే ఆఫ్టర్ డెలివరీ కూడా థైరాయిడ్ సమస్య అనేది వస్తూ ఉంటుంది సో వీళ్ళు వచ్చేసి ఎటువంటి కేర్ తీసుకోవాలి బిఫోర్ ప్రెగ్నెన్సీ అయినా అండ్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అయినా ఏ విధంగా ఉండాలి వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంట యూజువల్గా ఏంటంటే ప్రెగ్నెన్సీ కావాలనుకునే జంట ఏంటంటే ఫస్ట్ మనకి మేల్ కానీ ఫీమేల్ కానీ ఒకసారి థైరాయిడ్ హార్మోన్ కూడా ఎలా ఉందనేది చెక్ <coughs> చేయించుకోవాలి hmm. అది రూల్ అవుట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇనిషియల్ మంత్స్లలో అంటే కన్సీవ్ అయినాక ఫస్ట్ ఫస్ట్ మంత్ నుంచి థర్డ్ మంత్ లోపు కొంతమందికి ఏంటంటే ఎక్కువ అవుతుందన్నమాట థైరాయిడ్ అంటే డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది సో కొంతమంది ప్రొడ్యూస్ చేయలేకపోతారు బేబీకి తల్లికి సరిపడా హార్మోన్ అనేది ప్రొడ్యూస్ చేయలే అలాంటప్పుడు ఒకసారి మళ్ళీ టెస్ట్ చేసుకొని చూడాల్సి ఉంటుంది వెదర్ సరిపడే రేంజ్లో ఉందా లేదా మామూలుగా నార్మల్ వాళ్ళకైతేనేమో మనం పాయింట్ ఫైవ్ ఎంసీ నుంచి మళ్ళీ ఫైవ్ పాయింట్ ఫైవ్ వరకు నార్మల్గా కన్స్ట్రక్ట్ చేస్తాము hmm. కానీ ప్రెగ్నెన్సీలో వచ్చేసరికి two point five cut off చేస్తాము ఓకే ఎందుకంటే బేబీ గ్రోత్ని కూడా డిసైడ్ చేస్తుంది thyroid mother thyroid hormone baby గ్రోత్ని కూడా డిసైడ్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ హైపోథైరాయిడిజం ఉన్నదనుకోండి మదర్కి దాన్ని hmm. మనం ప్రాపర్గా ట్రీట్ చేయకుండా ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేశామంటే బుద్ధిమాంద్యం పిల్లలు అనమాట అంటే గ్రోత్ సరిగ్గా ఉండదు స్టాంటర్డ్ గ్రోత్ ఉంటుంది తెలివి సరిగ్గా mentally or physically retarded both గా చిన్నగా ఉంటారు ప్లస్ మెంటల్గా కూడా వాళ్ళు మొత్తం పూర్తిగా ఉండరు సో అందుకని మనం ప్రెగ్నెన్సీలో ఇప్పుడు మనకు ఒక ప్రోటోకాలే ఉంటుంది ఫస్ట్ ఇనిషియల్గా చెక్ చేయడమే మనకు దగ్గరికి వచ్చి వాళ్ళు రిపోర్ట్ చేసినప్పుడు వెంటనే ఈ ప్రోటోకాల్లో థైరాయిడ్ హార్మోన్ చెక్ చేయడం అనేది ఒకటి మనకి చాలా అంటే మస్ట్ అండ్ గా చేస్తాం ఎందుకంటే పుట్టబోయే బిడ్డకి హెల్త్ కి సంబంధించింది సేఫ్ బేబీహుడ్ ఉండాలని కాబట్టి మనం ఫస్టే చేస్తాము ఒకవేళ వాళ్ళు ఇదివరకు ఎప్పుడు లేకపోయినా అప్పుడు వాళ్ళకు డిటెక్ట్ అయినా కానీ అప్పుడు మెడికేషన్ తీసుకోమని చెప్తాం ఇందాక చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించాల్సి ఉంటుంది తీసుకున్న తర్వాత కొంతమందిలో ఏంటంటే బిడ్డను కన్న తర్వాత థైరాయిడ్ అంటే తగ్గిపోవచ్చు అది తగ్గిపోవచ్చిన దాన్ని మనం చూసుకొని ఇప్పుడు ఏంటంటే ప్రెగ్నెన్సీ అంతా థైరాయిడ్ టాబ్లెట్ వాడుతూ ఉంటారు తర్వాత కన్న తర్వాత అది థైరాయిడ్ తగ్గిందా లేదా చూసుకోకుండా అదే డోసేజ్ కంటిన్యూ చేస్తుంటారు అంటే కొంతమందిలో అలా డెలివరీ తర్వాత తగ్గే ఛాన్సెస్ కొంతమంది కొంతమందిలో ఏంటంటే ఓన్లీ బాడీ అడిషనల్ అంటే గ్రోత్ కొంతమంది పిల్లలలో చిన్నపిల్లలలో గ్రోత్ పీరియడ్లోనే థైరాయిడ్ కనిపిస్తుంది మళ్ళీ ఫుల్ ప్లెడ్జ్డ్గా అడల్ట్ అయిన తర్వాత వాళ్ళకి థైరాయిడ్ సమస్య అంటే హైపోథైరాయిడిజం కనిపించింది అనమాట అలా కొన్ని డిమాండ్ స్పెషల్ డిమాండ్ ఉన్న ఏజెస్లో ఆ సర్టన్ పీరియడ్లోనే థైరాయిడ్ హార్మోన్ అనేది మనకు తక్కువ ఉంది శరీరానికి సరిపడా ప్రొడక్షన్ లేదు అనేది కనిపిస్తుంది hmm. అప్పుడు మనము బయట నుంచి అందిస్తాము hmm. ఇంకా మిగతా అప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి అందుకనే మనకి hmm. సరిపోతుందా లేదా అనేది చూసుకుంటూ మనం డిసైడ్ చేయాల్సి వస్తుంది సో ప్రెగ్నెన్సీలో వచ్చిన థైరాయిడ్ కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ ఉండాలనేది ఏమి రూల్ ఉండదు తర్వాత కూడా మనం చేసుకున్న ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మనం యాక్టివిటీ ఇప్పుడు ప్రెగ్నెన్సీలో వచ్చిన వెయిట్ ఇమీడియట్గా మళ్ళీ నార్మల్ సైజ్కి వచ్చారనుకోండి వాళ్ళకి hmm. తక్కువ ఉంటుంది లెవెల్స్ సో ఈ విధంగా ఉంటుంది అండ్ జాగ్రత్తలు కూడా సేమ్ అంతకు బిఫోర్ ఏదైతే hmm. చెప్పారో సో అవే జాగ్రత్తలు పాటిస్తే వీళ్ళు కూడా సరిపోతుంది అంటారు సో hmm. ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళకి న్యాచురోపతి ద్వారా ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది థైరాయిడ్ సమస్య బాధపడే వాళ్ళకి న్యాచురోపతిలో ముఖ్యంగా ఏంటంటే మనకు థైరాయిడ్ గ్రంథిని కరెక్ట్గా అంటే మనకి ఆప్టిమం లెవెల్లో బాడీకి సరిపడ హార్మోన్ సెక్రెట్ చేసే దాన్ని ఆప్టిమైజ్ చేయడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి లైక్ అంటే ఎక్కువ సెక్రెట్ అవుతున్న కేసెస్ని డీల్ చేస్తాము థైరాయిడ్ హార్మోన్ తక్కువ కేసెస్ అంటే హైపో థైరాయిడిజం డీల్ చేస్తాము హైపర్ రెండు రకాల వాళ్ళకి చికిత్స ఏంటంటే ఆ సమతుల్యతని మనము నేచర్ క్యూర్లో లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ డిజార్డర్స్ అంటారు ఇవి ఇవి హార్మోన్ డిజార్డర్స్ని సో ఆ లైఫ్ స్టైల్ని అడ్జస్ట్ చేస్తాం కరెక్ట్ చేస్తాం ఏ పద్ధతిలో ఉంటున్నారు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళనైతే వెయిట్ తగ్గిస్తాము బాగా టెన్షన్ స్ట్రెస్ తోటి కూడి ఉండి వాళ్ళకి థైరాయిడ్ హార్మోన్ ట్రిగర్ అవుతుంది అన్నప్పుడు వాళ్ళకి స్ట్రెస్ తగ్గించడానికి యోగాసనాలు కానివ్వండి మసాజెస్ కానివ్వండి ఇంకా స్టీమ్ బాత్స్ ఇట్లా మనకు హైడ్రోథెరపీ ట్రీట్మెంట్స్ ఉంటాయి సో ఇలాంటివన్నీ మనం చెప్తాము డైట్ థెరపీలో పెడతాము డిటాక్సిఫికేషన్ డైట్ థెరపీలో పెడతాము ఈ థైరాయిడ్ ఇష్యూస్ ఫేస్ చేసే వాళ్ళకి hmm. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మెడికే మెడిటేషన్ కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది any thyroid it may be hyper కానివ్వండి హైపోథైరాయిడ్ మెడిటేషన్ ప్రాణాయామ ఇవి బాగా యూజ్ అవుతుంది అయితే మనం దీంతో పాటు ఇంట్లో అంటే ఇప్పుడు మనము వ్యూవర్స్ కోసము ఇంట్లో చేసుకునేవి కూడా మనం కొన్ని సజెస్ట్ చేద్దాం ఓకే మనకేంటంటే alternate hot and cold fermentations అంటాం చిన్నది hmm. మనం ఒక టవల్ లాంటిది అంటే మందంగా హ్యాండ్ టవల్ ఉంటున్నాయి కదా hmm. దాన్ని వేడి నీళ్ళల్లో పెట్టుకొని గొంతుకు కాపడం పెట్టాలి ఒక టూ టు త్రీ మినిట్స్ గొంతుకి ఎగ్జాక్ట్ గా hmm. ఈ రీజన్ లో మనకు థైరాయిడ్ హార్మోన్ ఉంటుంది ఇక్కడ వరకు కాపడం పెట్టుకోవాలి అదొక టూ టు త్రీ మినిట్స్ కాపడం పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇమీడియట్ గా మనకు కోల్డ్ ఒక కోల్డ్ వాటర్లో మళ్ళీ డిప్ చేసి వన్ మినిట్ పెట్టాలి అట్లా ఆల్టర్నేట్గా ఒక త్రీ ఫోర్ టైమ్స్ చేస్తే మన థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది అది హార్మోన్ని ఎక్కువ ప్రొడక్షన్ చేస్తుంది అనమాట ఆల్రెడీ ఎక్కువ హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తుంటే మాత్రం తగ్గిస్తుంది అంటే ఈక్వలిబ్రియం మెయింటైన్ చేయడానికి ఇది ఒక అది మంచి అంటే అటు కోల్డ్ ఇటు హాట్ ది రెండు పెడుతూ ఉన్నాం కాబట్టి సో తక్కువ అయితే కనుక ఎక్కువ చేస్తుంది అండ్ ఎక్కువ అయితే కనుక సో నార్మల్ గా ఉండేది దీనికి బ్యాలెన్స్ hmm. చేస్తుంది సో ఇది ఒక చిట్కా hmm. ఓకే ఇంకా ఈ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ నోటీస్ చేస్తూ ఉంటారు ఇప్పుడు hmm. వీళ్ళకి పొద్దున్న ఇందాక ఒక కాలర్ మనకు చెప్పినప్పుడు పొద్దున్న నుంచే నిద్ర బాగానే ఉంటుంది బాగా నైట్ వచ్చేసరికి వాళ్ళకు స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి సో వీళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర వాళ్ళు రాత్రిపూట పొద్దు పగటిపూట కాదు రాత్రిపూట నిద్ర పోతున్నారా లేదా చూసుకోవాలి రాత్రిపూట నిద్రపోవడం వల్ల ఏమవుతుంది అంటే బాడీ రిలాక్స్ అవుతుంది ఒక్కసారి రిలాక్సేషన్ ఉంటే బాడీ రిలాక్స్ అవుతే స్ట్రెస్ లెవెల్స్ తక్కువతాయి స్ట్రెస్ లెవెల్స్ ఆటోమేటిక్ గా థైరాయిడ్ హార్మోన్ కూడా నార్మల్సీ మెయింటైన్ అవుతుంది అదొకటి చూసుకోవాలి వీళ్ళు ఓకే సో లైఫ్ స్టైల్ కూడా ఇప్పుడు చూస్తే అంత హర్రీ బరీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవెన్ నైట్ వరకు ఏదో ఒక దాని గురించి పరిగెడుతూనే ఉంటారు ఈవెన్ మైండ్ కూడా అంటే ఫిజికల్ యాక్టివిటీ ఒక పక్క జరుగుతూనే ఉంటుంది but at the same time మైండ్లో కూడా అంతే హడావుడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఏదో ఒక దాని మీద కంగారు పడడము స్ట్రెస్ తీసుకోవడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో ప్రజెంట్ లైఫ్ స్టైల్ అయితే అందరిది చాలా ఫాస్ట్ ఫాస్ట్గా గడిచిపోతుంది సో ఎటువంటి లైఫ్ స్టైల్ వీళ్ళు థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళు వీళ్ళ లైఫ్ స్టైల్ ఏమైనా చేంజెస్ వీళ్ళు చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు చెప్పినట్టు నిద్ర ఒకటి వాళ్ళు ప్రాపర్ స్లీప్ అండ్ థైరాయిడ్ వాళ్ళకి డైజెస్టివ్ ఇష్యూస్ కూడా బాగా ఉంటాయి డైజెస్టివ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా బాగా ఉంటాయి సో వాళ్ళు ఎక్కువ స్పైసీ ఫుడ్ కానివ్వండి ఎక్కువ ఆయిల్ ఫుడ్ కానివ్వండి లేదంటే జంక్ కానివ్వండి బయట ప్రాసెస్డ్ ఫుడ్ ఉంటుంది కదా అంటే ఎక్కువ మైదా ప్రోడక్ట్స్ కానీ షుగర్ హై షుగర్స్ అలాంటి అలాంటి ఫుడ్ను వాళ్ళు అవాయిడ్ చేసుకోవాలి వాటికి దూరంగా ఉంటే ఈ సమస్య తక్కువ ఉంటుంది వాళ్ళకి అండ్ వాళ్ళు పొట్టు మీద ఒక తడిబట్ట అంటే నాప్కిన్ మనకు టవల్ ఉంటుంది కదా అది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వేసుకున్నా వాళ్ళకి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ సెక్రిషన్ నార్మలైజ్ అవుతుంది అనమాట అదొకటి కూడా వాళ్ళు పాటించవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే టెన్షన్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా half an hour to forty five minutes వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి ఎనీథింగ్ వాకింగ్ hmm. దగ్గర నుంచి మొదలు పెడితే ఏదైనా ఏరోబిక్స్ కానివ్వండి hmm. అన్నిట్లలో బెస్ట్ ఏంటంటే యోగా మెడిటేషన్ అనేది బెస్ట్ ఆప్షన్ ఉంటుంది hmm. అవి లేని వాళ్ళు ఇవి వాకింగ్ కానివ్వండి ఇలా ఏంటంటే వెయిట్ మెయింటెనెన్స్ చేసేది ఒకటి Hmm. దీనికి బేసిక్ uh, ఉంటుంది అనమాట మెటబాలిజం రేస్ చేస్తుంది ఎనీ ఎక్సర్సైజ్ మెటబాల్ వీళ్ళకు ఆల్రెడీ డ్యూ టు థైరాయిడ్ సమస్యలు స్లో మెటబాలిజం ఉంటుంది కదా ఇది మెటబాలిజం రేస్ చేస్తుంది వీళ్ళలో ఇంకొకటి కూడా నోటీస్ చేసింది ఏంటంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ గా ఓవర్ వెయిట్ అనేది వీళ్ళలో ఉంటుంది సో hmm. వీళ్ళకి ఇలాంటి యాక్టివిటీస్ సజెస్ట్ hmm. చేసినప్పుడు కూడా కొంతమంది చెప్పేది ఏంటంటే ఎక్కువసేపు కూర్చొని ఈవెన్ యోగా ఏదన్నా చేయలేకపోతున్నాం లేదు ఫిజికల్ యాక్టివిటీస్ అంటే ఈ ఓవర్ తో నడ ఎక్కువ కొంచెం దూరం నడిచినా లేకపోతే ఏదైనా వేరే ఏమైనా చేసినా కానీ వెంటనే కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయో లేకపోతే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుందో సివియర్గా కానీ చెప్పడం అయితే చూస్తున్నాం సో వీళ్ళు ఆల్టర్నేటివ్ ఇంకేమైనా చేస్తే బాగుంటుందంటారా లేకపోతే యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ ఓవర్ వెయిట్ అయిపోయారు hmm, hmm. చాలా మంది ఏంటంటే తగ్గాలని చెప్పేసి డైటింగ్ రకరకాల డైటింగ్లు నెట్లో hmm. చూస్తూ ఉంటారు కనిపించిన డైట్ అలా ఫాలో చేస్తుంటారు అట్లా ఉన్నప్పుడు ఇంకా మెటబాలిజం డిస్టర్బ్ అవుతుంది అలాంటిది ఒక డాక్టర్ గైడెన్స్ లోనే వాళ్ళు డైటింగ్ చేయడానికి ఇది ఉంటుంది అన్లెస్ అంటే ఆ థైరాయిడ్ హార్మోన్ కరెక్ట్ అవ్వంది వీళ్ళు ఎంత డైట్ చేసినా వెయిట్ రిడక్షన్ కనపడదు సో ఫస్ట్ వాళ్ళు ఏమేం చేయాలంటే thyroid corrections whether with tablet or anything వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి ఆ కరెక్ట్ చేసుకుంటేనే వీళ్ళు వెయిట్ రిడక్షన్ అనేది కనిపిస్తుంది అండ్ ఇదేంటంటే తగ్గించుకున్నాలనే ఆతృతతో all of the sudden first డేనే ఒక అర్ధ గంట వాకింగ్కి వెళ్ళడం అట్లా మనకి చేస్తే ఎక్కువగా లేదంటే అట్లా చేయకుండా ఉండడం స్లోగా మనకి అలవాటు చేయాల్సి ఉంటుంది బాడీకి ఈ రోజు ఐదు నిమిషాలు వాకింగ్ చేస్తే రేపు పది నిమిషాలు అట్లా వాకింగ్ చేయడము కానివ్వండి ఎక్సర్సైజ్ అయినా స్లోగా బాడీకి అలవాటు చేస్తూ అనమాట ఓకే అండ్ ఈవెన్ ఫుడ్ విషయం కూడా మీరు కానీ ఇప్పుడు ఒకవేళ థైరాయిడ్ ఉంది hmm. అని అనుకుంటే కనుక at the same time weight కూడా వీళ్ళు hmm. ఎక్కువ ఉంటారు కాబట్టి hmm. గా మీరు అన్నట్లుగా చేస్తే ఈవెన్ ఎక్సర్సైజ్ ఏమైనా హెవీగా స్టార్ట్ చేయడం లేదు అంటే ఈవెన్ ఫుడ్ కూడా all of sudden routine food lifestyle ఏదైతే ఉంటుందో ఫుడ్ ఏదైతే తీసుకుంటారో ఆల్ ఆఫ్ సడన్ గా మానేయటం ఎంటీ తో ఉండడం ఇలాంటివి కూడా చాలా మంది బ్లైండ్ గా చేసేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ డైట్ చేసేస్తాం ఈరోజు నుంచి లేకపోతే ఈరోజు నుంచి ఒక్క hmm. పూటే తింటాను నేను ఫుడ్ hmm. అనేది కంప్లీట్గా అవాయిడ్ చేస్తానని hmm. అలా చేస్తూ ఉంటారు సో అంటే అది కరెక్టే అంటారా లేకపోతే ఆ ఫుడ్ ఈవెన్ డైట్ చేయాలనుకుంటే ప్రాసెస్ ఏ విధంగా ఉండాలంటారు అంటే ఇప్పుడు వాళ్ళు థైరాయిడ్ హార్మోన్ అంటే లైక్ హైపోథైరాయిడిజం తీసుకుందాం వాళ్ళు వాళ్ళకున్న సమస్యలను బట్టి డైట్ ఉంటుంది ఇప్పుడు మనకు జనరల్ కాన్సెప్ట్ లో ఉండే డైట్ ఇది వాళ్ళకి సూట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఫస్ట్ వాళ్ళు వాళ్ళకు ఉండే కాంప్లికేషన్స్ ఎటువంటి కాంప్లికేషన్స్ అనేది డాక్టర్ దగ్గర నిర్ధారించుకున్న తర్వాతే వాళ్ళు ఒక పలానా డైట్ మేము వెళ్తాము అని చెప్పేసి గైడెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది లేకపోతే ఏంటంటే మీకు మనం ఇందాక చెప్పినట్టు మెటబాలిజం ఇంకా డిస్టర్బ్ అవుతుంది అసలు వెయిట్ తగ్గకపోవడము ఒక కిలో తగ్గి బౌన్స్ బ్యాక్ అవ్వడము రెండు మూడు కిలోలు పెరగడము ఈవెన్ ఫుడ్ తీసుకోకపోయినా వెయిట్ గెయినింగ్ అనేది ఎందుకంటే వాటర్ రిటెన్షన్ ఉంటుంది కదా మనకి థైరాయిడ్ హార్మోన్ మేజర్ ఇష్యూ ఏంటంటే వాటర్ రిటెన్షన్ అనేది ఉంటుంది సో ఆ ఫ్లూయిడ్ రిటెన్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు తిన్నా తినకపోయినా వెయిట్ అనేది పెరుగుతూనే ఉంటుంది మనము యూజువల్ గా క్లినికల్స్ లో చూస్తాము తొంభై కిలోలు వంద కిలోలు నూట ఎనభై కిలోలు అట్లా పెరుగుతూనే ఉంటుంది నూట అరవై నూట ఎనభై వరకు కూడా నేచర్ క్యూర్ హాస్పిటల్స్ వాళ్ళు మనము పేషెంట్స్ ని చూస్తాం రైట్ సో ఆ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మనము జాగ్రత్తగా డైట్ చేసుకోవాలి ఒకరికి పడుతుంది ఒకరికి పడదు సోడియం లెవెల్స్ ఎక్కువ ఉండకూడదు వాళ్ళు తీసుకునే అంటే ఉప్పు శాతం ఎక్కువ ఉండదు అయోడిన్ ఉప్పే వాడాలి కానీ కొద్దిగా అంటే వాళ్ళు లిమిటెడ్ ఇది ఎంత తీసుకోవాలి అంతే తీసుకోవాలి నాకు అయోడిన్ డెఫిషియన్సీ ఉంది అని చెప్పి అయోడైస్టాల్ ఎక్కువ వాడడం స్టార్ట్ చేశారనుకోండి వాటర్ రిటెన్షన్ ఉంటే ఆటోమేటిక్ గా వెయిట్ పుట్ సోడియం హై ఉంటది మళ్ళీ ఆ వాటర్ రిటెన్షన్ వల్ల వాళ్ళ కిడ్నీలు ఖరాబ్ అయ్యే అవకాశం భాషలు ఉంటాయి ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి కాబట్టి ఒక ఏది ఒక్కటి వాళ్ళు నాకు ఇది ఉంది అని ఆప్ట్ చేయడానికి ఉండదు right right thank you so much doctor గారు mm-hmm. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు thank you very much and చూస్తున్నారు కదండి డాక్టర్ గారు చెప్పినట్లుగా అంటే ఒకవేళ థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఏవైతే ఇప్పుడు చెప్పారో అంటే ఎటువంటి చిట్కాలు వీళ్ళు చక్కగా పాటిస్తే రిలీఫ్ ఇస్తుందని చెప్పారో అవి పాటించండి at the same time thyroid ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఏం చెప్తే అంటే డై డైట్ ప్యాటర్న్ అయినా లేకపోతే ఈవెన్ మెడిసిన్ డోసెస్ కూడా డాక్టర్ గారు క్లియర్గా చెప్పారు మీకు సో దాన్ని బట్టే మీరు ఫాలో అండి ఓన్గా డెసిషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవద్దు అండ్ ప్రతి ఒక్కళ్ళకి చాలా యూజ్ అవ్వాలని చక్కగా స్పెషలిస్ట్లను తెచ్చి వాళ్ళ వాళ్ళ ద్వారా మీకు ఇవన్నీ మేము తెలియపరుస్తూ ఉన్నాం అనమాట సో ఎవరైతే ఒకవేళ లైవ్ మిస్ అయినా కానీ ఒకవేళ అంటే ఏం చెప్పారు ప్రాసెస్ ఇవన్నీ మిస్ అయినా కానీ ఖచ్చితంగా మీరు చూడాలి తెలుసుకోవాలనుకుంటే కనుక పిఎంసి తెలుగు యూట్యూబ్లోకి వెళ్ళి మీరు టైప్ చేసి చూసినట్లయితే సబ్ సబ్స్క్రైబ్ అయ్యి చక్కగా దానిలోకి వెళ్ళి చూడండి అన్ని వీడియోస్ అన్ని రకాల హెల్త్ సమస్యలకి అన్ని రకాల సొల్యూషన్స్తో కూడిన వీడియోస్ అన్ని దానిలో ఉంటాయన్నమాట మీకు ఎంత బాగా ఎంతగానో ఇవి హెల్ప్ అవుతాయనే నేను కోరుకుంటున్నాను రైట్ థ్యాంక్ యూ డాక్టర్ గారు థ్యాంక్ యూ సో చూసారు కదా ఇది ఇవాళ ఆయుష్మాన్ భావ కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుంటాను అప్పటి వరకు సెలవు నమస్కారం నోట్లోకి ఏది వెళ్తుందో అదే శరీరాన్ని నిర్మాణం చేస్తుంది